Hello everyone welcome to Achievers Academy friends ఈరోజు మనం డిసెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నేర్చేసుకుందాం సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు recently NH sixteen national highway sixteen పైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ యొక్క ట్రయల్ రన్ అనేది చేశారండి అందుకు గాను ఈ కరెంట్ అఫైర్ మనకి న్యూస్లో ఉంది ఎందుకంటే అండి ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్ అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అనే యొక్క ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఎక్కడ నిర్మించాము అంటే బాపట్ల హైవే పైన నిర్మించినందుకు గాను దీని గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క పూర్తి ఎక్సర్సైజ్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేశారండి అసలు మరి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదా ముఖ్యంగా అండి వార్ టైమ్స్ లో కానివ్వండి లేదా న్యాచురల్ డిజాస్టర్స్ టైంలో కానివ్వండి ఓకే ఒక సునామీ వచ్చినప్పుడు లేదంటే ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ రోల్ వచ్చేసి పెరుగుతూ ఉంటుంది సో అలాంటి ఎమర్జెన్సీ సమయాల్లో వారు ఎయిర్పోర్ట్స్లో దిగేందుకు అనుకూలత ఉండదు లేదా కొన్ని కొన్ని సమయాల్లో ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ వీలుగా ఉండేందుకు గాను భారత ప్రభుత్వం వారు పిఎం గతిశక్తి యోజన కింద పిఎం గతిశక్తి యోజన కింద భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ పైన ఇరవై ఎనిమిది ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అందుకుగాను national highway authority of India వారు ఈ పనిని చేపడుతున్నారనమాట ఓకే డోంట్ వరీ ఈ పూర్తి వివరాల్ని నేను మళ్ళీ టైపో ఫార్మాట్లో మిగిలినటువంటి స్లైడ్స్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను if you can you can note down the running notes also so అలానే ఈ పూర్తి ఎక్సర్సైజ్ని ఎక్కడ నిర్వహించారు అంటే NH sixteen national highway sixteen పైన బాపట్ల ప్రాంతంలో నిర్వహించడం జరిగింది దీంట్లో రెండు Sukhoi aircrafts fighter aircrafts అండి సుకోయి అంటే రెండు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అలానే ఏఎన్ థర్టీ టూ అనే యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఐదు ఎయిర్ క్రాఫ్ట్ లో ఏ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా ల్యాండింగ్ చేయలేదండి దగ్గర దాకా వచ్చాయి నెలకి ఆ తర్వాత తిరిగి టేక్ ఆఫ్ చేయడం జరిగింది flights flew close to the ground without landing very very important ఈ యొక్క పూర్తి ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం నిర్మించినటువంటి ఎయిర్ స్ట్రిప్ నాలుగు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవు ఓకే అలానే ముప్పై మూడు మీటర్ల వైశాల్యంతో థర్టీ త్రీ మీటర్స్ విడ్త్ లో ఈ యొక్క ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ని నిర్మించడం జరిగింది very very important please note it down okay so చెప్పాను కదండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ టెస్ట్ చేశారు నేషనల్ హైవే సిక్స్టీన్ పైన don't worry national highway sixteen గురించి కూడా నేను మీకు స్లైడ్ యాడ్ చేశాను ఈ యొక్క పూర్తి ఎక్సర్సైజ్ కొరిసపాడు బాపట్లలో జరిగింది దీంట్లో రెండు సుకోయి ఎయిర్ ప్లేన్స్ రెండు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అలానే ఏఎన్ థర్టీ టూ అనే ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్లేన్ కూడా పార్టిసిపేట్ చేశాయి ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ని భారతదేశం మొత్తం పైన పిఎం గతిశక్తి నేషనల్ మిషన్ కింద నిర్మించబోతున్నారు భారతదేశపు మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఎక్కడ నిర్మించారు అంటే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్రస్తుతం మనం మాట్లాడుకున్నటువంటి ఈ బాపట్ల డిస్టిక్ లో కట్టినటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అండి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిది this is the south India's first emergency landing facility ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి బాపట్లలో రీసెంట్లీ జరిగినటువంటి emergency landing facility south India's first emergency landing facility అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ యొక్క నిర్మాణం చేసింది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళండి ఓకే సో దీనికి అయినటువంటి ఖర్చు ఇరవై మూడు కోట్ల రూపాయలు దీంట్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ జర్మన్ టెక్నాలజీ అన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి అలానే నేను ఎన్హెచ్ సిక్స్టీన్ గురించి మాట్లాడుతున్నాను కదండి ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది గోల్డెన్ క్వార్టర్ లో ఒక భాగం అండి road high roads and highways లో మనం గోల్డెన్ క్వార్టర్ గురించి మాట్లాడుకుంటాం ఓకే గోల్డెన్ క్వార్టర్ గురించి మాట్లాడుకుంటాం దిస్ మూవ్స్ ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది కోల్కతా నుంచి మొదలుకొని చెన్నై వరకు వెళ్తుందండి ముఖ్యంగా ఇది వెస్ట్ బెంగాల్లో దంకిని అనే ప్రాంతం నుంచి మొదలుకొని చెన్నై వరకు ఉంటుంది it is one of the longest national highway national highway sixteen దీన్ని ఇంతకుముందు నేషనల్ హైవే ఫైవ్గా కూడా పిలిచేవారు ఓకే ఎన్హెచ్ ఫైవ్గా కూడా పిలిచేవారు అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి మొగ్గ మడ్ ఫ్లాట్స్ కూడా న్యూస్లో నిలిచాయి ఎందుకు అంటే అండి ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ కరెంట్ లో కనుక మీరు చూసినట్టయితే గ్రేటర్ నాట్ గ్రేటర్ నాట్ అనే ఒక ఎండేంజర్డ్ పక్షి మనకి ఆంధ్రప్రదేశ్కి విజిట్ చేసింది అన్న విషయాన్ని నేను మీతో డిస్కస్ చేశాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేని టచ్ అవుతుంది కాబట్టి మనకి ముఖ్యంగా రష్యా లేదా యురేషియన్ ప్రాంతం లేదా ఆర్కిటిక్ ప్రాంతం దరిదాపుల్లో ఉన్నటువంటి చల్లటి ప్రాంతాల నుంచి పక్షులన్నీ కూడా వలస వస్తూ ఉంటాయండి ఎందుకంటే అక్కడ వింటర్స్ అనేటివి చాలా హార్ష్గా ఉంటాయి కాబట్టి మనకి వలస వస్తూ ఉంటాయి సో దాంట్లోనే దాదాపు ముప్పై నాలుగు రకాల మైగ్రేటరీ బర్డ్స్ అనేటివి ఇటీవల కాలంలో ఎట్టి ముగ్గ మడ్ ఫ్లాట్స్లో మనకి కనిపించాయని ఈ న్యూస్ చెప్తుంది అనమాట అసలు ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్ ఎట్టి మొగ్గ అనేది ఎక్కడ ఉంది ఓకే ఎట్టి మొగ్గ మనకి మచిలీపట్నం ప్రాంతంలో ఉంటుందండి Machilipatnam okay very very important Machilipatnam ప్రాంతాల్లో ఉంటుంది కాకినాడ కూడా మీరు వేసుకోవచ్చు సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అండి మడ్ ఫ్లాట్స్ ఏంటి మడ్ ఫ్లాట్ అసలు ఈ మడ్ ఫ్లాట్స్ అంటే ఏంటి మడ్ ఫ్లాట్స్ అనేటివి డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ముఖ్యంగా సముద్రాల్లో ఇలా ఇసుక దిబ్బలుగా మట్టి దిబ్బలుగా కనిపించేటటువంటి ఫ్లాట్ ప్రాంతాలే మడ్ ఫ్లాట్స్గా మనం పిలుస్తాం ఇక్కడనే మనకి ఎక్కువగా మ్యాంగ్రూవ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి మ్యాంగ్రూవ్స్ మ్యాంగ్రూవ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఓకే మరి మడ్ ఫ్లాట్స్ లో బయోడైవర్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పక్షులు పొడుగుకాల పక్షులు ముఖ్యంగా సేద తీరేందుకు గాను వాటి ఆహారాన్ని చేకూర్చుకునేందుకు గాను లేదా మేటింగ్ కొరకు ఈ మడ్ ఫ్లాట్స్ అనేటివి మంచి గ్రౌండ్స్ అండి కానీ మనము మడ్ ఫ్లాట్స్ అంతరించిపోతున్నాయి ఎందుకు అంతరించిపోతున్నాయండి ఎందుకంటే అండి మనం పోర్ట్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటాం పోర్ట్స్ ప్రాంతాల్లో ఇలా మట్టి దిబ్బలు కనుక ఉంటే భారీ షిప్స్ అనేటివి పోర్ట్స్లోకి రావడం చాలా కష్టం అవుతుంది అనమాట అందుకు గాను మనం డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ అంటే తవ్వకాలు చేస్తాం అనమాట కన్ మొత్తం తీ తవ్వుతాం అనమాట so that to increase the depth of the port port depth పెరిగితే పెద్ద పెద్ద భారీ షిప్స్ అనేటివి పోర్ట్కి వస్తాయి సో అలా చేయడం వల్ల మడ్ ఫ్లాట్స్ అంతరించిపోవడం వల్ల ఈ యొక్క పక్షులు సేద తీరే ప్రాంతాలు కూడా అంతరించిపోతాయి తద్వారా పక్షులకు కూడా హాని కలుగుతుందండి సో అందుకు గాను మడ్ ఫ్లాట్స్ ని మనం రెస్క్యూ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా మీరు ఈ యొక్క కంటెంట్ ని మీ యొక్క మెయిన్స్ ఎన్వైరన్మెంట్ టాపిక్ లో కూడా రాసుకునేందుకు వీలుగా ఉంటుందండి so please try to write even those topics in your answers okay so news ని మొత్తంగా తెలుసుకుంటే Etimoga is one of the last surviving mud flats on the eastern coast land దాదాపు ఇది ఒక వింటర్ స్టాప్ ఓవర్ అండి ముప్పై నాలుగు రకాల migratory birds central Asian flyway నుంచి అందుకొని ఇక్కడికి వస్తుంటాయి మన గోదావరి ఎస్ట్యూరీ మొత్తం కూడా సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో ఒక భాగం ఈ యొక్క ఎట్టిముక మడ్ ఫ్లాట్స్ అనేటివి మనకి కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చరీకి దగ్గరలో ఉంటాయండి కాకినాడ బేలో okay so Etimoga mud flats has emerged as one of the prime destination for greater knot last time కూడా మాట్లాడుకున్నాం కదా దాదాపు ఈసారి నాలుగు వందల యాభై గ్రేటర్ నాట్స్ ని మనం చూడగలిగాం సో అలానే దానికి సంబంధించిన కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను so Godavari estuary one of the most attracting destination for the migratory birds అండి దాదాపు నూట ఎనిమిది రకాల మైగ్రేటరీ బర్డ్స్ మనం ఇక్కడ చూడవచ్చు అనమాట okay so next important current affair అండి ఎన్వైరన్మెంట్కి సంబంధించింది కౌందిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చరీ లేదా కౌదిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చరీ అండి ఇది న్యూస్లో ఎందుకు నిలిచిందంటే అండి రీసెంట్లీ తమిళనాడు నుంచి దాదాపు పద్దెనిమిది ఎలిఫెంట్స్ యొక్క గ్రూప్ ముఖ్యంగా ఫీమేల్ ఎలిఫెంట్ గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్లో మేల్ ఎలిఫెంట్స్ని వెతుక్కుంటూ వలస వచ్చాయండి అందుకు గానే ఇది న్యూస్లో నిలిచింది ఈ యొక్క కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చరీ అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అండి మన పూర్తి ఆంధ్రప్రదేశ్లో ఆసియాటిక్ ఎలిఫెంట్స్ కనిపించేటటువంటి ఏకైక ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చరీ మరి ఈ కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడిగితే ఇది మీకు కుప్పం ఫారెస్ట్ ఏరియా చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది కుప్పం ఫారెస్ట్ చిత్తూరు ఓకే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం ఫారెస్ట్ రీజన్లో మీకు ఇది కనిపిస్తుంది సో కొద్దిగా మనం కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చరీ గురించి తెలుసుకుందాం A 18 member herd of all female elephants from the forest of uh, Gudiyattam and Perambattu of Tamil Nadu are currently on the prowl to Kaudindya Wildlife Sanctuary in Chittur. ఏంటండి తమిళనాడులో ఉన్నటువంటి గుడియత్తం మరియు పెరం పెరంబత్తు అనే ప్రాంతాల నుంచి ఎలిఫెంట్స్ అనేటివి కౌదిన్యా వైల్డ్ లైఫ్ సాంచురీకి వలస వస్తున్నాయి in search of mates Kaundinya wildlife sanctuary గురించి తెలుసుకుంటే చెప్పినాం కదండి చిత్తూరు రోడ్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది పాలం పాలంనేర్ మరియు కుప్పం అడవి ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది ఈ యొక్క కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద మనకి ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ వస్తుందన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి very very important and as a set you ఈ యొక్క Kaundinya wild life sanctuary uniqueness ఏంటంటే అండి only home for asiatic asiatic elephants in the state of Andhra Pradesh ఆంధ్రప్రదేశ్లో ఆసియాటిక్ ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏకైక ప్రాంతం ఏది అంటే ఈ కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ దీంట్లో ప్రస్తుతం దాదాపు డెబ్బై ఎనిమిదికి పైగా ఎలిఫెంట్స్ మనకు కనిపిస్తుంటాయి ఈ కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అండి పాలార్ నదికి సంబంధించినటువంటి కౌదిన్య మరియు కైగాల్ అనే రెండు ఉపనదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి అలానే కళ్యాణరేవు వాటర్ ఫాల్స్ కూడా మనకి ఇక్కడ కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనిపిస్తాయి very very important Kalyanarevu and Kaigal waterfalls రెండు వాటర్ ఫాల్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఫారెస్ట్ టైప్ కనుక చూస్తే it is a southern tropical dry deciduous forest అండి దీంట్లో టార్ని అకాసియా వంటి చెట్లు ఉంటాయన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి very very important current affair Kaundinya wildlife sanctuary డైరెక్ట్గా అడగవచ్చు కౌదిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంటుంది అంటే మనకి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుందన్న విషయాన్ని and it is the only place where asiatic elephants are found in Andhra Pradesh and it is under the project elephant okay next important current affair అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారండి ఎయిత్ క్లాస్ చదివేటటువంటి గవర్నమెంట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో బీద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఉచితంగా ట్యాబ్లెట్స్ అనేటివి పంచడం జరిగిందండి ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు వేసుకునే ట్యాబ్లెట్స్ కాదండి ఎలక్ట్రానిక్ ఈ గ్యాడ్జెట్స్ అనేటివి పంచడం జరిగింది మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ లో చదువుకున్నామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బైజూస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు బైజూస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు దేనికండి ఈ కంటెంట్ విద్యార్థులకి ఈ కంటెంట్ని ప్రొవైడ్ చేసేందుకు కాను బైజూస్తో ఒప్పందం కుదుర్చుకున్నారని మనం చదువుకున్నాం సో అలానే ఈ ఒప్పందాన్ని మన విద్యార్థులకు అందించే దిశగా మన ప్రభుత్వం వారు ఫ్రీగా ఉచితంగా ట్యాబ్లెట్ సరఫరా చేశారండి దాదాపు ఒక్కో కి ముప్పై ఐదు వేల రూపాయల ఖర్చుతో ఈ ట్యాబ్లెట్స్ అనేటివి విద్యార్థులకి దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల విద్యార్థులకి అలానే యాభై తొమ్మిది వేల టీచర్స్కి కూడా ఈ యొక్క ట్యాబ్లెట్స్ని అందించడం జరిగింది అయితే ఈ పూర్తి కరెంట్ అఫేర్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి అవేంటివో నేను చూపిస్తాను ఫస్ట్ కంటెంట్ చూద్దాం దాదాపు బాపట్లలో chief minister YS Jaganmohan Reddy garu ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది నాడు నేడు నాడు నేడు కిందనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి దాదాపు నాలుగున్నర లక్షల ట్యాబ్లెట్స్ అనేవి పంచడం జరిగింది అందులో భాగంగా నాలుగు పాయింట్ ఐదు లక్షలు అలానే అరవై వేల టీచర్స్ దాదాపుగా శాంసంగ్ ట్యాబ్లెట్స్ అనేవి బైజూస్ వారు కంటెంట్ ప్రొవైడ్ చేశారు శాంసంగ్ కి ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు అయ్యాయి కంటెంట్ కోసం ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు చేశాం మరి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈ పిక్చర్లో మీరు చూడాలి ఫస్ట్ థింగ్ అండి ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో ఇచ్చినటువంటి సిలబస్ ఏది మరి రాష్ట్ర ప్రభుత్వం వారి సిలబస్ ఇచ్చామా కాదు సిబిఎస్ఈ సిలబస్ ఇచ్చాము ఇది ఎవరెవరికి ఇస్తున్నాము ఎనిమిదో తరగతి మరియు తొమ్మిదో తరగతి విద్యార్థులకి ఈ ట్యాబ్లెట్స్ అనేటివి అందజేశాం సిలబస్ సిలబస్కి సంబంధించినటువంటి కంటెంట్ తద్వారా మన రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందంజలో ఉండేందుకు గాను ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చాం ఓకే ఇంకో ఇంపార్టెంట్ విషయం సిబిఎస్సి e నోట్ చేసుకున్నారు కదా ఎయిత్ నైన్త్ నోట్ చేసుకున్నారు కదా అలానే ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఇంటర్నెట్ లేకపోయినా కూడా పనిచేసే విధంగా ఎస్డి కార్డులోనే పూర్తి కంటెంట్ని లోడ్ చేసి ఇవ్వడం జరిగింది ఒకవేళ విద్యార్థి కనుక స్కూల్కి వస్తే అక్కడ ఫ్రీగా వైఫై ప్రొడ్యూస్ చేస్తున్నారండి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఫ్రీగా కానీ ఇంట్లో కూడా వాళ్ళు చదువుకోవాలనుకుంటే ఎక్కడ చదువుకుందాం అనుకున్నా ఇంటర్నెట్ లేకుండా కూడా మనం ఈ కంటెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు ప్రతి క్లాస్ తర్వాత నలభై నుంచి యాభై క్వశ్చన్లతో కూడినటువంటి మాక్ టెస్ట్లు కూడా ఇస్తున్నారు అలానే ఈ ట్యాబ్ అంతా కూడా మూడు సంవత్సరాల వరకు వ్యారంటీ ఇస్తున్నారు త్రీ ఇయర్స్ వ్యారంటీ నోట్ చేసుకోవాలి త్రీ ఇయర్స్ వ్యారంటీ వేరే ఇతర యాప్స్ ఏవి కూడా ఓపెన్ చేసుకోలేము ఒకవేళ ట్యాబ్ కనుక చెడిపోయినట్టయితే మీ దగ్గరలో ఉన్న వాలంటీర్లు గ్రామ సచివాలయాలకో లేదా వార్డు సచివాలయాలకో కనుక మీరు చేరుకొని వారికి ఇస్తే కేవలం వారం రోజుల లోపు మీకు కొత్త ట్యాబ్ ఇవ్వడము లేదా మీరు ఇచ్చినటువంటి ట్యాబ్ని బాగు చేసి ఇవ్వడమో చేస్తారన్న విషయాన్ని మీరు ఇది నోట్ చేసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇచ్చినటువంటి syllabus CBSE e syllabus okay CBSE very very important okay so next important current affair అండి Visakhapatnam to host the global health summit from January sixth to eighth so పదహారవ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుందని మిమ్మల్ని అడిగితే అది విశాఖపట్నంలో జరగబోతుందని రాయాలి మరి గ్లోబల్ హెల్త్ సమ్మిట్ కండక్ట్ చేసేది ఎవరు who is conducting this it is conducted by American association of physicians of Indian origin American association of physicians of Indian origin అనేవారు దీన్ని కండక్ట్ చేస్తున్నారు okay so American association of physicians of Indian origin అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడిందండి మన భారతదేశంలో డాక్టర్స్గా చదివి లేదా అమెరికాకు వెళ్ళి డాక్టర్స్గా స్థిరపడినటువంటి భారతీయుల చేత ఏర్పడినటువంటి సంస్థనే ఈ యొక్క American association of physicians of Indian origin ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఈ సమ్మిట్కి సంబంధించింది ఏంటి అంటే అండి ఈ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నందుకు గాను ఈ సమ్మిట్కు వస్తున్నటువంటి అందరికీ లేదా అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఫ్రీగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని అందజేయబోతున్నారు It is also sponsoring free HPV vaccine for girls aged 9 and above. తొమ్మిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఆడపిల్లకి హెచ్పివి వ్యాక్సిన్ని ఉచితంగా అందజేయబోతున్నారండి ఈ సమ్మిట్ ద్వారా ఓకే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మెయిన్స్లో human papilloma virus very very important topic because cervical cancer లేదా చాలా రకాల క్యాన్సర్స్ కి దారి తీసేటటువంటి ఏదైనా వైరస్ ఉందంటే that is human papilloma virus okay ఇంకొద్ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందర్యరాజు వృత్తిరీత్యా వీరు కూడా డాక్టర్ అండి so she will be the chief guest for this summits women forum అలానే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ గా పనిచేసినటువంటి సౌమ్య స్వామినాథన్ గారు కూడా ఈ యొక్క సమ్మిట్ లో పార్టిసిపేట్ చేస్తారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి very important who are where is the sixteenth global health summit కోన హెల్త్ విశాఖపట్నంలో పదహారవ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి Eklavya schools national sports meet అనేది ఇటీవల కాలంలో ఎక్కడ జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరిగిందండి ఓకే మీరు ముఖ్యంగా ఏకలవ్య స్కూల్స్ అందుతో మీకు గుర్తు రావాల్సింది ఏంటండి స్కెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ నే మనం ఏకలవ్య స్కూల్ గా పిలుస్తాం సో ఇది స్కెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ మీట్ అనమాట ఓకే ఆ స్కూల్స్ లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క స్పోర్ట్స్ మీట్ దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే national education society for tribal student వారు దీన్ని మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కింద ఉన్నటువంటి tribal welfare residential education institution వారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో దీన్ని హోస్ట్ చేయడం జరిగింది చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అంటే రేణుకా సింగ్ అండి వీరు ministry of state for tribal affairs గారు అలానే మన Andhra Pradesh deputy chief minister and ministry of tribal affairs అయినటువంటి పెదిక రాజన్న దొర గారు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ కి చీఫ్ గెస్ట్గా రావడం జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి simply remember Eklavya model sports Eklavya model residential school sports meet రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జరిగింది ఇక్కడ విజయవాడలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసింది national education society for tribal students very important అలానే మనం తరచుగా ఎంఓయూస్ చూస్తూ ఉంటామండి మన కరెంట్ కి సంబంధించి ఈ నెలలో కూడా చాలా ఎంఓయూస్ జరిగాయి కొన్ని నేర్చుకుందాం ఫస్ట్ ఎంఓయు హెల్త్ డిపార్ట్మెంట్ వారండి హెచ్సిజి వారితో క్యాన్సర్ కేర్ కి సంబంధించినటువంటి అవగాహనను పెంచుకునేందుకు గాను ఒక ఎంఓయూ చేసుకున్నారు అందుకు గాని ఇది న్యూస్లో ఉంది సింపుల్గా అడుగుతారు with whom the the health department of Andhra Pradesh signed MOU to get awareness with regard to cancer cancer కి సంబంధించినటువంటి అవగాహన పెంపొందించుకునేందుకు గాను ఎవరితో రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ఎంఓయూ కుదుర్చుకుంది అంటే HCG that is health care global అనే ఒక సంస్థ అండి వీరు క్యాన్సర్ కేర్లో నిష్ణాతులు they are well trained people ముఖ్యంగా ఈ ఎంఓ ద్వారా మనకు జరిగేటటువంటి బెనిఫిట్ ఏంటంటే అండి మన రాష్ట్రంలో తయారవుతున్నటువంటి డెంటిస్ట్లకి నర్సులకి ఇతరులందరికీ కూడా నెక్ థ్రోట్ మౌత్ ఇతర క్యాన్సర్ల గురించి అవగాహన అలానే క్యాన్సర్ పేషెంట్స్కి ఏ విధంగా యోగా ఏ విధంగా డైట్ అనేది ఉపయోగపడుతుందో తెలిపేందుకు గాను ఈ యొక్క ఎంఓయు అనేది చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ ఎంఓయు ద్వారా రాష్ట్రంలో నిర్మించబోయేటటువంటి క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్కి వారి యొక్క నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ని హెచ్సిజి గ్రూప్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఉంటారనమాట అయితే అండి రాష్ట్ర ప్రభుత్వం వారు క్యాన్సర్ని చాలా స్ట్రిక్ట్గా అరి అరికట్టేందుకు గాను చాలా మూవీస్ చేసుకున్నారండి ఇంతకుముందు కూడా అందులో ఒకటి వచ్చేసి Homi Bhabha cancer care hospital వారితో కూడా మనం ఆల్రెడీ ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాం ఓకే సో అదే కాకుండా ఆరోగ్యశ్రీ కింద దాదాపు నాలుగు వందల రకాల ప్రొసీజర్స్ అండి క్యాన్సర్కి సంబంధించినవి ఉచితంగా అందజేస్తున్నామండి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఈ యొక్క హెచ్సిజి వారి యొక్క ఒప్పందం ద్వారా ఒక oncology wing in health department తద్వారా ట్రైనింగ్ ఓనకాలజీ అంటే క్యాన్సర్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ని కూడా రాష్ట్రంలో పెంపొందించుకోవచ్చు అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎంఓయూ ఏంటంటే అండి రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎయిమ్స్ తో ఒక ఒప్పందం నిర్వహించుకున్నారు దేనికి అంటే all India sign all Indian institute of medical science వారితో ఆరోగ్యశ్రీని ఎయిమ్స్ లో ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను ఎంఓయూ జరిగిందండి మన వైద్య మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంఓయూ జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి you can just pass this slide and note it down next important MOU ఏంటంటే అండి Andhra Pradesh state council for higher education APSCHE Andhra Pradesh state council for higher education వారు electronics sector skill council of India ఏంటండి electronic sector skill council of India వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఒప్పందం దేని గురించి అంటే అండి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అంటే new age devices new age technologies IT సెక్టార్కి సంబంధించినటువంటి స్కిల్స్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి లేదా ఇతరులందరికీ కూడా అందించేందుకు గాను ఈ ఎంఓయు అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి సో ఈ ఎంఓయు ద్వారా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్లలో మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మించబోతున్నాం డిజిటల్ స్కిల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ని స్కిల్ ల్యాబ్స్ ని మోడల్ ట్రైనింగ్ సెంటర్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసి national skill qualification framework వారి ఆధ్వర్యంలో వాటికి సర్టిఫైడ్ కోర్సెస్ ని కూడా సర్టిఫికేట్ కోర్సెస్ ని నిర్మించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికి ఉద్యోగం వచ్చే విధంగా స్కిల్డ్ ఉద్యోగం వచ్చే విధంగా తీర్చిదిద్దేందుకే ఈ యొక్క ఎంఓజు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో సింపుల్ గా electronic sector skill council of India అనేది దాని గురించి కూడా నేర్చుకోవాలన్నప్పుడు it is a non profit organisation అండి it is registered under companies act nineteen fifty six దీని ఫండింగ్ మొత్తం కూడా ఈ electronic sector skill council of India ఉంది కదా దీని యొక్క ఫండింగ్ అంతా కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది అనమాట okay so next important MOU అండి Andhra Pradesh state council for higher education వారు అమెరికాకి యుఎస్ఏకి చెందినటువంటి సెయిలర్ అకాడమీ లేదా the constitution foundation in Maryland of USA వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ముఖ్యంగా స్కిల్కి డెవలప్ చేసేందుకు ముప్పైకి పైగా కోర్సుల్ని అందించేందుకు గాను ఈ ఎంఓయూ జరిగింది ఓకే ఇందులో ముఖ్యంగా ఎంటర్ప్రీనర్షిప్కి సంబంధించి ఎంటర్ప్రీనర్షిప్ స్పీచింగ్ స్పీచ్కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించి లీడర్షిప్కి సంబంధించి ఇంపార్టెంట్ కోర్సెస్ అన్నీ కూడా ఇందులో మనకి పొందవచ్చు ఫ్రీగా ఇది పూర్తిగా ఫ్రీ కోర్స్ అండి దీన్ని మనం యూనిసెఫ్ వారి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి very very important just pass it ఒకసారి పాస్ చేసుకోండి చదవండి it's self explanatory nothing more here to explain next అండి మనం ఇటీవల కాలంలో సైక్లోన్ ని మనం స్టేట్ని ఎఫెక్ట్ చేయడం మనం చూసామన్నమాట అయితే సైక్లోన్ మ్యాండోస్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుంటాం జాగ్రఫీలో చదువుకుంటాం అంతా ఓకే సో కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకొని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సైక్లోన్ మ్యాండోస్ వల్ల నష్టపోయిన వారికి ఎటువంటి పరిహారం ఇచ్చింది ఆ క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటివో కూడా మాట్లాడుకుందాం సైక్లోన్ మ్యాండోస్ అంటే it's a slow moving cyclone మనకి ఇది బే ఆఫ్ బెంగాల్లో రావడం జరిగింది ఈ మ్యాండోస్ అనే పేరు ఏ దేశం వారు ఇచ్చారు ఏ దేశం వారు ఇచ్చారంటే దుబాయ్ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వాళ్ళు ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఓకే సో సైక్లోన్ నేమింగ్ అదంతా కూడా మనకి different topic will stop here అయితే సైక్లోన్ మ్యాండోస్ వల్ల ఆంధ్రప్రదేశ్లో పలు చోట్లలో చాలా నష్టం జరిగిందండి ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా జరిగింది అయితే అందుకు క్యాబినెట్ వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఒకటి వచ్చేసి ఈ యొక్క వర్షం ద్వారా ఎవరైతే ఇల్లును కోల్పోయారో లేదా ఇల్లులు డ్యామేజ్ అయ్యాయో వారికి వెంటనే రెండు వేల రూపాయల అసిస్టెన్స్ ఇచ్చేందుకు అలానే ఎవరిదైనా పెద్ద జంతువులు ఆవులు కానీ ఎద్దులు కానీ లేకుంటే దున్నపోతులు కానీ బర్రెలు కానివ్వండి ఇవి చనిపోయినప్పుడు ఒక్కో ఎనిమల్కి ముప్పై వేల రూపాయలు చొప్పున అలానే చిన్న ఎనిమల్స్ షీప్స్ గోడ్స్ లాంటివి చనిపోయినప్పుడు ఒక్కో ఎనిమల్కి ఆరు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలానే అక్కడ ఉన్నటువంటి తడిసి ముద్దైనటువంటి ఎటువంటి వరి అయినా కూడా ప్రభుత్వమే పూర్తి ఎంఎస్పి నుంచి కొనుగోలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్ జరిగిందండి దాంట్లో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా important try to note that down okay మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు క్యాబినెట్ వారు రీసెంట్లీ మన ఆంధ్రప్రదేశ్లో విడోస్ ఓకే విడోస్కి మరియు ఓల్డ్ ఏజ్ వారికి ప్రస్తుతం అయితే రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నారండి నెలకి ఒక నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు అయితే ఈ యొక్క పెన్షన్ని రైజ్ చేస్తూ రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ జనవరి ఫస్ట్ నుంచి అనుమతులు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ముసలి వాళ్ళకి మరియు విడోస్ కి పెన్షన్ ఎంత నుంచి ఎంతకు పెంచామండి రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల యాభై very very important okay Aasara pension కింద మనం ఇస్తున్నాం అనమాట సో అదే కాకుండా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో మనకి బెనిఫిషియరీస్ ని కూడా పెంచబోతున్నారండి దాదాపు కొత్తగా రెండు లక్షల బెనిఫిషియరీస్ ని యాడ్ చేస్తున్నామని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది దీని ద్వారా మన ప్రభుత్వ ఖజానా పైన పడేటటువంటి ఖర్చు పదిహేడు వందల కోట్ల అన్న విషయాన్ని కూడా మేక నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారండి ఒకటొచ్చేసి చిత్తూరు డైరీని అమూల్ గుజరాత్ అమూల్ వారికి తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు లీజ్కి ఇస్తున్నారండి తద్వారా ప్రతి సంవత్సరం ఒక కోటి రూపాయల యాన్యువల్ రెవెన్యూ అనేది గవర్నమెంట్కి అప్పజెప్తుంది ఆ యొక్క అమూల్ డైరీ వారు ఓకే చిత్తూరు డైరీ ఎవరికి పంతొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు లీజుకి ఇచ్చామంటే అమూల్ డైరీ వారికి ఇచ్చామన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి అలానే Andhra Pradesh pump storage pumped storage power promotion policy కింద పంపుడ్ స్టోరేజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి పంపుడ్ స్టోరేజ్ గురించి పంపుడ్ స్టోరేజ్ అంటే నేను సింపుల్గా చెప్తాను ఉండండి ఇప్పుడు మనకి ఇలా ఒక ఎత్తైన ప్రదేశం ఉంది పంపుడ్ స్టోరేజ్ అంటే నేను ఈ ఎత్తైన ప్రదేశంలో ఇక్కడ అన్ని కూడా నీళ్లు నిల్వ చేసుకుంటాను సో నాకు ఎలక్ట్రిసిటీ అవసరం ఉన్నప్పుడు ఈ నీటిని నేను విడుదల చేసి కింద ఉన్నటువంటి ఏదైనా టర్బైన్ రన్ చేసుకొని ఎలక్ట్రిసిటీని నేను జనరేట్ చేసుకుంటాను ఓకే ఎలక్ట్రిసిటీని నేను జనరేట్ చేసుకోవచ్చు అనమాట so this is called pumped storage power అనమాట అంటే ఏదైనా పవర్ని స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ అండి ఇండియాలోనే అలా రెన్యూవేబుల్ ఎనర్జీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చాలా లీడింగ్లో ఉంది సో తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రెన్యూవబుల్ ఎనర్జీని ఇంకా ఎంకరేజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని విడుదల చేస్తూ అదాని గ్రీన్ ఇండియాకి పదహారు వందల మెగా యూనిట్ల పంపుడ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నిర్మించేందుకు ఎక్కడ అండి రాయవాడ విజయనగరంలో పెదకొండ విలేజ్లో అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో నిర్మించేందుకు గాను క్యాబినెట్ వారు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది కేవలం అదానీ గ్రూప్ కే కాకుండా ఇతర గ్రూప్స్ కి కూడా అండి ముఖ్యంగా శ్రీ షిడిసాయి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ సోమశిల్లాలో తొమ్మిది వందల మెగావాట్ల ప్రాజెక్ట్ని నిర్మించేందుకు కూడా పర్మిషన్స్ ఇచ్చారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఓకే అలానే రీసర్వేకి సంబంధించి ర్యాండ్ మున్సిపాలిటీ యాక్ట్ను కూడా కొద్దిగా అమెండ్ చేయడం జరిగింది ముఖ్యంగా బాపట్ల మరియు పలనాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ని కూడా రీసెంట్లీ ఫామ్ చేశారండి రెండు కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి వచ్చేసి బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంకోటి వచ్చేసి Palnadu urban development authority after reorganisation of the state మొత్తం స్టేట్ లో మనకు కొత్త జిల్లాలు వచ్చాయి కదా అందుకు so next important current affair అంటే లో మనం ఆల్రెడీ కోవిడ్ టైంలో విద్యార్థులందరూ కూడా వెనుకబడిపోవడం చూసాం అయితే ఈ వెనుకబడినటువంటి విద్యార్థులందరినీ ఇతర విద్యార్థులకి సమానంగా తీసుకొచ్చుకునేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సమగ్ర శిక్ష అభియాన్ వారితో కలిసి లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ యూనిసెఫ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారండి ఏంటండి learning improvement programme it is under whom UNICEF united national children education fund మరియు సమగ్ర శిక్ష అభియాన్ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఇది నిర్వహించబోతున్నారు అసలు ఈ లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటండి అదేంటంటే అండి స్కూల్ సమయం అయిపోయిన తర్వాత అంటే మూడింటికి స్కూల్ అయిపోయింది అనుకున్నాం ఈ మూడింటి తర్వాత మూడు నుంచి నాలుగు వరకు మూడు నుంచి ఐదు వరకు వెనుకబడినటువంటి విద్యార్థులకి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తామన్నమాట ఒక గంట పాటు రెండు గంటల పాటు తద్వారా ఆ ప్రత్యేక శిక్షణ వలన వెనుకబడినటువంటి విద్యార్థులు కూడా ముందుకు దిశగా కదలగలరు కాబట్టి ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు సింపుల్గా గుర్తుపెట్టుకోండి లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నాం యూనిసెఫ్ వారి ఆధ్వర్యంలో అండర్ సమగ్ర శిక్ష అభియాన్ దీంట్లో ముఖ్యంగా ఆరవ తరగతి ఏడవ తరగతి మరియు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క శిక్షణ ఇస్తున్నాం అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్కి రీసెంట్లీ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు దక్కిందండి అందుకు గాను ఇది న్యూస్లో అనమాట ముఖ్యంగా ఎస్డిఏ సెక్టార్ అంటే స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ డీకార్బనైజేషన్ ఓకే అంటే మనం వాడేటటువంటి ఎనర్జీ ఏదైతుందో అండి ఎక్కువగా కార్బన్ లేదా కార్బన్ ఎమిటింగ్ వస్తువులతో కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా తయారు చేసి వాటిని ఇండస్ట్రీకి అందించే దిశలో మన ఆంధ్రప్రదేశ్ ముందు చాలా ఇండియాలోనే సెకండ్ పొజిషన్లో మరియు ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ ఇచ్చేందుకు గాను రాష్ట్రాలన్నింటినీ కూడా ఐదు గ్రూపులుగా విభజించడం జరిగిందండి నాలుగు గ్రూపులుగా సారీ నాలుగు గ్రూపులుగా విభజించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రెండో గ్రూప్లో ఉంటుందండి తనున్నటువంటి రెండో గ్రూప్లో మొదటి స్థానం పూర్తి భారతదేశంలో రెండవ స్థానంలో నిలిచిందండి మన Andhra Pradesh especially for conservation of energy ఎనర్జీని కన్జర్వేషన్ చేస్తున్నటువంటి పాలసీస్ కి గాను మన ఆంధ్రప్రదేశ్ కి యొక్క అవార్డు దక్కిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే గ్రూప్ టూ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియాలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది దేంట్లో ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ లో మన ఆంధ్రప్రదేశ్ ఓకే సో దీన్ని ఇచ్చినటువంటి వారు ఎవరండి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ మరియు bureau of energy efficiency limited BEE వారు ఆధ్వర్యంలో ఇది ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి okay next important current affair అండి కోస్టల్ రెడ్ శాండ్ జ్యూన్స్ అనేటివి లేదా ఎర్ర మట్టి దిబ్బలు అనేది న్యూస్లో నిలిచింది కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అసలు ఎర్రమట్టి దిబ్బల యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి మన సౌత్ ఏషియాలో కేవలం మూడు ప్రాంతాల్లో మాత్రమే జస్ట్ ఇన్ త్రీ ప్లేసెస్ ఈ ఎర్రమట్టి దిబ్బలు కనిపిస్తాయండి అందులో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కనిపిస్తే ఇంకొకటి తమిళనాడులో కనిపిస్తుంది ఇంకొకటి శ్రీలంకలో కనిపిస్తుంది ఈ ఎర్రమట్టి దిబ్బలు అనేటివి కూడా మీకు టెంపరేట్ రీజన్స్లో టెంపరేట్ మరియు ఈక్వేటర్ ఈక్వేటర్ ప్రాంతాల్లో కనిపించవు ఓకే చాలా జియోలాజికల్ కండిషన్స్ ఉంటాయండి ఈ రెండు ప్రాంతాల్లో కనిపించవు కేవలం ట్రాపికల్ లో కనిపిస్తాయి ఎక్కువగా ట్రాపికల్ ఆ ట్రాపికల్లో కూడా కేవలం మూడు ప్రాంతాల్లోనే కనిపిస్తాయి ఒకటి మన విశాఖపట్నం ఒకటి తమిళనాడు ఒకటి శ్రీలంకలో సో ఇంత ప్రత్యేకత కలిగినటువంటి ఎర్రమట్టి దిబ్బలు వీటిని సంరక్షించుకోవడం అనేది మన బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి ఈ యొక్క ఎర్రమట్టి దిబ్బల గురించి మనకు కరెంట్ లో నిలిచిందనమాట ఓకే సో ఎర్రమట్టి దీపాలు ఎక్కడ కనిపిస్తాయండి భీమానుపట్నం విశాఖపట్నం ప్రాంతంలో కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో అండి జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు దీన్ని జియో హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు ఏం సైట్గా అండి జియో హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు తద్వారా దీనికి ప్రొటెక్షన్ అంటే వీటిని ఎవరు కూడా మైనింగ్ కొరకు దీంట్లో ఉన్నటువంటి మట్టిని ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం వంటి ఆపరేషన్స్ అనేటివి ఇక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారనమాట అయితే ఈ ఎర్రమట్టి దిబ్బలండి దాదాపు పద్ పద్దెనిమిది వేల సంవత్సరాల క్రితం ఇవి ఫామ్ అయ్యాయండి due to various glacial actions దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి జియోలజికల్ టైం స్కేలు భూమిపైన జరుగుతున్నటువంటి మార్పుల గురించి పూర్తి వివరాలను తన సీక్రెట్లో ఉంచుకుందండి దీన్ని స్టడీ చేయడం ద్వారా భూమి యొక్క పూర్వము భూమికి ఎలా ఎవల్యూషన్ అయిందన్న పూర్తి వివరాలను మనం నేర్చుకోవచ్చు అనమాట సో అందుకు గానే ఇవి న్యూస్లో ఉన్నాయి very very important once just pass and write them down ఎర్ర మట్టి దిబ్బలు distribution okay such sand deposits are rare కేవలం మూడు ప్రాంతాల్లోనే కనిపించాయి ట్రాపికల్ రీజన్స్లో ఒకటి వచ్చేసి తెరీ శాండ్ తమిళనాడు ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం ఇంకొకటి వచ్చేసి శ్రీలంకలో ఇవి మనకి ఈక్వేటర్ మరియు టెంపరేట్ రీజియన్ ప్రాంతాల్లో కనిపించవండి ఓకే ఎర్రమట్టి దిబ్బల యొక్క ప్రత్యేకత గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను దాదాపు దీంట్లో చాలా విభిన్న రకాల ల్యాండ్ ఫామ్స్ కనిపిస్తాయండి మీకు ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ కనిపిస్తాయి మీకు అలానే డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ కనిపిస్తాయి చూడండి శాండ్ డ్యూన్స్ కనిపిస్తాయి terraces bench ridges geomorphic gullies మొత్తం వివిధ రకాల ల్యాండ్ ఫామ్స్ కనిపిస్తాయి తద్వారా ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ ని తెలుసుకోవడం అనేది చాలా చాలా సింపుల్ అవుతుంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి so next important current affair అండి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తిరుమలై కుమార్ గారికి శ్రేష్ఠ దివ్యాంగన్ అవార్డు వచ్చిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఓకే దివ్యాంజన్ అంటే ముఖ్యంగా differently abled okay differently able కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని కూడా అంటారు సో దాని విభాగంలో శ్రేష్టమైనటువంటి దివ్యాంజన్ అవార్డుని ఎవరికి దక్కిందంటే తిరుమలై కుమార్ వీరు సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ రీజియన్లో పనిచేస్తున్నారండి వీరు మన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు వీరు ఇండియాని different para Asian games para Asian games para athletics ఈవెంట్స్లో వీరు ఇండియాని రిప్రజెంట్ చేశారు అందుకు గాను వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది ఓకే సో వారి గురించి వివరాలు సుబ్బయ్య తిరుమలై కుమార్ గారు వీరు సౌత్ సెంట్రల్ రైల్వేలో బుకింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారండి వీరికి already eleven gold medals five silver four bronze medals ఉన్నాయండి చాలా ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ఓకే నేషనల్ ఈవెంట్స్లో స్విమ్మింగ్ అథ్లెటిక్ మరియు ఆర్చరీ ఈవెంట్స్లో వివిధ విభాగాల్లో వీరు అవార్డ్స్ తీసుకోవడం జరిగింది okay he is one of the Asian para Olympic గేమ్స్లో కామన్ వరల్డ్ వెల్త్ గేమ్స్లో వరల్డ్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి okay he is bestowed with the Divyangjan national award for individual excellence in sports category కింద వీరికి అవార్డ్ ఇచ్చారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి నెక్స్ట్ అండి ఎన్షియంట్ రాక్ కట్ కేవ్ అండి ఇది ఇది దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితంది కానీ ఎనిమిదో శతాబ్దంలో దీన్ని తిరిగి హిందూ ఫోల్డ్కి తీసుకురావడం జరిగింది అంతకుముందు బుద్ధిస్ట్ ఫోల్డ్లో ముఖ్యంగా వీటిని చైత్యాస్ లేదా విహారాస్గా వాడుకునే వాళ్ళు సో అటువంటి ఒక రాక్ కట్ కేవ్ ఎక్కడిదండి ఇది ముస్తాబాద్ లో ఉన్నటువంటి గన్నవరం మండల్లో ఉన్నటువంటి ఏన్షియంట్ రాకెట్ కేవ్ అండి ఇటీవలే పైన పెరిగినటువంటి ఒక భారీ చెట్టు వల్ల ముఖ్యంగా మర్రి చెట్టు వల్ల ఇది కుంగిపోయి కూలిపోయిందండి అందుకు గానీ న్యూస్ లో ఉంది remember ancient rock cut cave at Mustabad collapsed okay recently ఎక్కడ పురాతనమైనటువంటి రాకెట్ కేవ్ కొలాబ్స్ అయిందంటే Mustabada village Gannavaram mandal of Krishna district అని నోట్ చేసుకోవాలి ఇది శాతవాహన ఎరా టైంలో కూడా బుద్ధిస్ట్ మాంగ్స్ కి ఒక విహారాగా పనిచేసింది అన్న విషయాన్ని కూడా విహార విహారాకి చైత్యాకి తేడా తెలుసుకోవాలండి విహార అంటే రెస్టింగ్ ప్లేస్ అంటే ట్రావెల్ చేసి ట్రావెల్ చేసి అలసిపోయి కూర్చున్నటువంటి ప్రాంతం విహార చైత్య అంటే praying place chaitya okay chaityas అంటే praying place next important current affair అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎన్నోడి ఇచ్చారండి దేనికి అంటే ఈగల పెంట నుంచి శ్రీశైలం వరకు ఒక రోప్ వేని నిర్మించేందుకు గాను మనకు national highway authority of India నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి పూర్తి క్లియరెన్స్ వచ్చిందండి అందుకు గాను ఇది న్యూస్లో నిలిచింది మన భారత ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో తన బడ్జెట్లో పర్వతమాల పరియోజన అనే ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారండి మరి పర్వతమాల పరియోజన అంటే మన దేశంలో ఉన్నటువంటి పర్వతాలన్నిటినీ లింకప్ చేసేందు విధంగా అంటే లేదా పర్వతాల్లో కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తూ టూరిజం ని అట్రాక్ట్ చేసేందుకు గాను రోప్ వేస్ రోప్ వేస్ నిర్మించేందుకు గాను ఈ పర్వతమాల పరియోజన అనేది తీసుకొచ్చారు దాంట్లో భాగంగానే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ఈగలపెంట నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీశైలం వరకు కూడా ఒక పొడవాటి నాలుగు వందల కోట్ల రూపాయల ని నిర్మించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎన్ఓడి ఇచ్చారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఒక ముఖ్యమైన ప్రదేశం గురించి మనకి న్యూస్లో నిలిచింది అదేంటి అంటే శ్రీముఖలింగం టెంపుల్ శ్రీముఖలింగం టెంపుల్ ఎక్కడుంది శ్రీముఖము లింగం టెంపుల్ టెంపుల్ మీకు శ్రీకాకుళం ప్రాంతంలో కనిపిస్తుంది శ్రీకాకుళం ఓకే శ్రీముఖలింగం టెంపుల్ శ్రీకాకుళం ప్రాంతంలో కనిపిస్తుందండి ఇది కళింగ ఆర్కిటెక్చర్ కి సంబంధించింది కళింగ ఆర్కిటెక్చర్ ఈ యొక్క ఆర్కిటెక్చర్ లో మీకు బ్రహ్మ కూడా కనిపిస్తారండి బ్రహ్మ బ్రహ్మదేవుని సైతం ఇక్కడ పూజిస్తారనే ఒక ఒక సేయింగ్ ఉందన్నమాట అయితే ఈ శ్రీముఖలింగం టెంపుల్ ని యునెస్కో హెరిటేజ్ సైట్ గా గుర్తించాలని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ ని కోరుతున్నారన్న విషయాన్ని గాను ఈ యొక్క కరెంట్ అఫేర్ నిలిచింది it is not in the UNESCO list అండి పెట్టాలి అని చెప్పేసి కోరుతున్నారనమాట ఈ శ్రీముఖలింగం టెంపుల్ అండి దాదాపు ఎనిమిదవ శతాబ్దం టైంలో గంగా డైనాసిటీ గంగా డైనాసిటీ ఇది ఆనాడు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో పాలించినటువంటి గంగా డైనాసిటీ వారు ఈ శ్రీముఖలింగం టెంపుల్ ని నిర్మించారండి శ్రీముఖలింగం టెంపుల్లో మెయిన్ డైట్ ఎవరంటే శివుడు అండి శివలింగం లార్డ్ శివానే మనం శ్రీముఖలింగం అని పిలుస్తూ ఉంటాం అనమాట so friend So that's all for today. I hope you are enjoying our classes. Thank you for watching our video. This is Nikhil from Achievers Academy. Thank you.